హై ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకుందాం మనం ఇంపార్టెంట్ డేట్స్ కంపల్సరీగా మనకి ఎన్టీపీసీలో అంటే రైల్వేస్లో మనకి టూ ఆర్ త్రీ డేట్స్ కంపల్సరీగా వస్తాయి డేట్స్ అంటే మనకి జనవరి నుండి డిసెంబర్ డిసెంబర్ వరకు కంపల్సరీగా ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకోవాల్సిందే సో మనకి ఒక్కొక్క డేటు ఒక్కొక్క డేటు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్దాం సో ఫస్ట్ జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్న మనకి ఏదే అంటే గ్లోబల్ ఫ్యామిలీ డేగా జరుపుకుంటాం global family day global family డేగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ ఇదే జనవరి ఫస్ట్ నానా ఇదే జనవరి ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఆర్బీఐని జాతీయం చేశారు గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ఫార్టీ నైన్ జనవరి ఫస్ట్న మనకి ఆర్బీఐని జాతీయం చేశారు సో ఆర్బీఐని ఏర్పాటు చేసింది మనకి తెలుసు అందరికీ సుపరిచితమే నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఏర్పాటు చేశారు ఆర్బీఐని సో ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ అంటే ఐ మీన్ ఆర్బీఐ ఇరవై ఐదవ గవర్నర్ ఎవరు అంటే మనకి శక్తికాంత్ దాస్ ఆర్బీఐ ఇరవై ఐదవ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆర్బీఐ ఇరవై నాలుగవ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ ఇరవై మూడవ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆర్బీఐ ఇరవై రెండవ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆర్బీఐ ఇరవై ఒకటవ governor Y Venugopal Reddy Y Venugopal Reddy అలానే మనకి ఆర్బీఐ పదిహేనవ గవర్నర్గా చేసి భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈయన పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు ఆర్బీఐకి గవర్నర్గా చేస్తారనమాట సో ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే మనకు నాన్న శక్తికాంత్ దాస్ ఎన్నో గవర్నర్ నాన్న ఇరవై ఐదవ గవర్నర్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని ఎంపీ స్థానాలు ఉన్నాయి నాన్న ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి అలానే ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఇంకొక ఇంకొక రాష్ట్రం నాన్న రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ఇరవై ఐదవ రాష్ట్రం నాన్న గోవా ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి నాన్న ఇరవై ఐదు హైకోర్టులు ఉన్నాయి ప్రస్తుతం భారతదేశంలో ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదే ఆర్బీఐ గురించి మనకి రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదిన ఆర్బీఐ ఐదు వందల రూపాయల నోట్లను వంద రూపాయల సారీ వెయ్యి రూపాయల నోట్లను డిమానిటైజేషన్ చేసింది అంటే నోట్లని రద్దు చేసింది అనమాట సో ప్రస్తుత RBI deputy governors RBI deputy governors మొదటి ఆయన RBI deputy governor Mahesh Kumar Jain ఈయన ఏమంటారంటే ఎంకే జైన్ అంటాం రెండో వ్యక్తి MS sorry NS Viswanathan NS Viswanathan మూడో వ్యక్తి బిపి కానుంగో బీపీ కానుంగో నాలుగో వ్యక్తి ఎండి పాత్ర ప్రస్తుత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ అనమాట వీళ్ళందరూ కూడా ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి సో ప్రస్తుత deputy governors MK Jain Mahesh Kumar Jain NS Viswanathan BP Kanungo MD Patra నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు ప్రస్తుత గవర్నర్ ఎవరే అంటే సో శక్తికాంత్ దాస్ ఆయన ఆర్బీఐకి ఎన్నో గవర్నర్ అంటే సో అలానే మనకి ఆర్బీఐ కొత్తగా కరెన్సీ నోట్లను ముద్రించింది సో ఫస్ట్ది రెండు వేల రూపాయల నోట్ రెండు వేల రూపాయల నోటు కరెన్సీ నోట్ యొక్క కలర్ మెజెంటా మెజెంటా దీని బ్యాక్ సైడ్ ఉండేటువంటి బొమ్మ ఇమేజ్ మంగళయాన్ లాస్ట్ టైం ఆర్ఆర్బీలో అడిగిన క్వశ్చన్ ఇది మంగళయాన్ అలానే నెక్స్ట్ ఐదు వందల రూపాయల note colour stone grey stone grey so ఐదు వందల రూపాయల నోటు బ్యాక్ సైడ్ ఉండేటువంటి బొమ్మ ఎర్రకోట ఎర్రకోట సో అలానే మనకి రెండు వందల రూపాయల నోట్ రెండు వందల రూపాయల note colour bright yellow bright yellow colour bright yellow ఆ రెండు వందల రూపాయల నోట్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి బొమ్మ సాంచి స్తూపం సాంచి స్తూపం అంటాం తర్వాత వంద రూపాయల నోట్ కలర్ లావెండర్ లావెండర్ ఇంగ్లీష్లో అయినది తెలుగులో అయినది లావెండర్ సో వంద రూపాయల నోట్ బ్యాక్ సైడ్ ఉన్న ఇమేజ్ రాణికి వావ్ రాణికి వావ్ గుజరాత్లో ఉంటుంది రాణికి వావ్ సో యాభై రూపాయల note colour fluorescent blue fluorescent blue so దీని మీద హంపీ రథం ఉంటుంది హంపి రథం సో అలానే మనకి ఇరవై రూపాయల నోట్ కూడా ఉంది కొత్తగా గ్రీనిష్ ఎల్లో గ్రీనిష్ ఎల్లో దీని బ్యాక్ సైడ్ మనకి ఎల్లోరా కేవ్స్ ఎల్లోరా గుహలు అంటాం ఎల్లోరా గుహలు అలానే మనకి పది రూపాయల నోటు కూడా ఉంది పది రూపాయల note colour chocolate brown colour దీని బ్యాక్ సైడ్ కోనార్క్ సూర్య దేవాలయం ఉంటుంది కోనార్క్ సూర్య దేవాలయం బొమ్మ ఉంటుంది కోనార్క్ సూర్య దేవాలయం సో ఇవన్నీ కూడాను ఆర్బిఐ రీసెంట్గా కొత్త నోట్స్ వీటి గురించి అనమాట సో ఒకసారి జనవరి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏనా గ్లోబల్ ఫ్యామిలీ డే సో అలానే జనవరి ఫస్ట్న జనవరి ఫస్ట్న నైన్టీన్ ఫార్టీ నైన్ ఆర్బీఐని జాతీయం చేశారు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అలానే మనకి జాన్వరి మూడు January third so fundamental duties day fundamental duties day అంటే తెలుగులో ప్రాథమిక విధుల దినోత్సవము అంటాం ఫండమెంటల్ డ్యూటీస్ డే సో ప్రాథమిక విధుల దినోత్సవం అనగానే మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా సో భారత రాజ్యాంగంలో పొందుపరుస్తారు అనమాట forty second constitutional amendment so పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనవరి మూడు నుండి ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి అమల్లోకి వస్తాయి అన్నమాట సో అందుకని మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనవరి మూడు నుంచి అమల్లోకి వచ్చాయి కాబట్టి మనం ప్రతి సంవత్సరం జనవరి మూడున మనం ఫండమెంటల్ డ్యూటీస్ డేగా జరుపుకుంటూ ఉంటాం అనమాట ఫండమెంటల్ డ్యూటీస్ డేగా జరుపుకుంటూ ఉంటాం ఓకేనా ఫ్రెండ్స్ సో అలానే ఇదే జనవరి మూడున జనవరి మూడున నేషనల్ ఉమెన్స్ టీచర్స్ డే జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం నేషనల్ ఉమెన్స్ టీచర్స్ డే జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాం ఎవరి పుట్టినరోజు అంటే నాన్న బాయ్ పూలే పుట్టినరోజు సావిత్రిబాయి పూలే పుట్టినరోజు సో ఇదే జనవరి మూడు పరిహేలి ఐడియా ఉందా పరిహేలి పరిహేలి అంటాం పరిహేలి అంటే shortest distance between earth earth and sun భూమికి సూర్యునికి ఎర్త్ అండ్ సన్ భూమికి సూర్యునికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎప్పుడు వచ్చింది అంటే నాన్న జనవరి థర్డ్ వచ్చింది దీన్ని ఏమంటారంటే మనం పరిహేలి అని పిలుస్తాం పరిహేలి అని పిలుస్తాం జనవరి థర్డ్ ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ జనవరి థర్డ్ ఏంటన్నా ఫండమెంటల్ డ్యూటీస్ డే అలానే జనవరి third national women's teachers day ఓకేనా జనవరి third shortest distance between sun and earth దాన్ని ఏమన్నా నానా పరిహేలి అని పిలుస్తాం పరిహేలి అని పిలుస్తాం జనవరి థర్డ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవి జనవరిలో జనవరి థర్డ్ గురించి అనమాట నెక్స్ట్ జనవరి ఫోర్ జనవరి ఫోర్ ఒకటి Braille day Braille day Braille day Louis Braille తెలుసు కదా సో ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా బ్రైలీస్ డే జరుపుకుంటాం జనవరి ఫోర్ జనవరి four nineteen forty eight Myanmar independence day Myanmar independence day Myanmar independence day జనవరి ఫోర్ జనవరి ఫోర్ బ్రైలీ డే జనవరి ఫోర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మయన్మార్కి స్వతంత్రం వచ్చినటువంటి సంవత్సరం మయన్మార్ యొక్క స్వతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాం అంటే మనం జనవరి ఫోర్న జరుపుకుంటాం బ్రైలీ డే ఎప్పుడు అంటే జనవరి ఫోర్ ఓకేనా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ జనవరి నైన్ జనవరి nine NRI day NRI day దీన్నే మనం తెలుగులో ఏమంటే ప్రవాస భారతీయ దివాస్ అని పిలుస్తాం ప్రవాస భారతీయ దివాస్ అని పిలుస్తాం ఎందుకు జరుపుకుంటున్నాము ఎన్ఆర్ఐ డే అంటే పంతొమ్మిది వందల పదిహేను జనవరి తొమ్మిదిన గాంధీజీ గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా నుండి ఎక్కడికి వస్తాడు ఇండియాకి వచ్చేసేస్తాడు ఎవరి సూచనల ప్రకారం వస్తాడు గోపాలకృష్ణ గోఖలే గాంధీజీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే సూచనల ప్రకారం ఇండియాకి వచ్చేసేస్తాడు ఇండియాకి వచ్చి మరలా ఇంకా వేరే దేశాలకి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడనమాట అంటే భారతదేశం యొక్క ఫ్రీడమ్ మూమెంట్లో పాల్గొంటాడు నైన్టీన్ ఫిఫ్టీన్ నుంచి అనమాట సో అందుకని ప్రతి సంవత్సరం జనవరి తొమ్మిదిన మనం ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే నాన్న మనం ఎన్ఆర్ఐ డే ఎన్ఆర్ఐ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఓకేనా సో భారతదేశంలో ఎన్ఆర్ఐ డే జరుపుకోవాలని రికమెండ్ చేసిన కమిటీ ఏమిటి అంటే నాన్న ఎల్ఎం సింగ్వి కమిటీ గుర్తుపెట్టుకున్నాను ఎల్ఎం సింగ్వి కమిటీ సో రెండు వేల మూడవ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశంలో ఎన్ఆర్ఐ డే జరుపుకోవాలి అని చెప్పేసి ఒక కమిటీ వేస్తారు ఆ కమిటీ అంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ ఈ కమిటీ సూచనల ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా మనం ఏం జరుపుకుంటున్నామంటే ఎన్ఆర్ఐ డే ఎన్ఆర్ఐ డే జరుపుకుంటాం సో మొట్టమొదటి ఎన్ఆర్ఐ డే మనకి రెండు వేల నాలుగు జనవరి తొమ్మిదిన న్యూఢిల్లీలో జరిగింది నాన్న ఎన్ఆర్ఐ డే సో మనకి అలానే మనం ఇంకా మనం గాంధీజీ గురించి కూడా తెలుసుకోవచ్చు పద్దెనిమిది వందల అరవై మూడు అక్టోబర్ రెండున గాంధీజీ పుడతారు సో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన గాంధీజీ చనిపోతాడు గాంధీజీ నడిపినటువంటి పత్రికలు నాలుగు ఒకటి ఇండియన్ ఒపీనియన్ రెండు Harijan Navajivan young India so Indian opinion Gandhiji south ఆఫ్రికాలో నడుపుతాడు గాంధీజీ స్థాపించిన ఆశ్రమాలు మూడు ఒకటి ఫొనెక్స్ ఫొనెక్స్ సౌత్ ఆఫ్రికాలో నడుపుతాడు రెండోది సబర్మతి మూడోది సేవాగ్రం గాంధీజీ తన జీవిత చరిత్రలో మొత్తం పదిహేడు సార్లు అరెస్ట్ అవుతాడు గాంధీజీ తన జీవిత చరిత్రలో చేసిన మొత్తం ఉద్యమాలు పదిహేడు గాంధీజీ నడిపినటువంటి పత్రికలు నాలుగు గాంధీజీ స్థాపించిన ఆశ్రమాలు మూడు గాంధీజీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే గాంధీజీని అర్ధనగ్న పకీర్ అని తిట్టినటువంటి వ్యక్తి Winston Churchill so Gandhiji death to fast ఎన్నిసార్లు చేస్తాడంటే మూడు సార్లు చేస్తాడు అంటే చనిపోయేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష అంటాడు గాంధీజీ చేపట్టిన మొట్టమొదటి ఉద్యమం చెంపారాన్ ఉద్యమం గాంధీజీ చేపట్టిన చిట్ట చివరి ఉద్యమం నైన్టీన్ ఫార్టీ టూలో క్విట్ ఇండియా ఉద్యమం గాంధీజీని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన బిర్లా మందిర్ దగ్గర నాతూరామ్ గాడ్సే చంపేసేస్తాడు నాతూరామ్ గాడ్సే స్వతంత్రం వచ్చిన తర్వాత ఉరి తీయబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటేనా Nathuram Godse so Gandhiji south Africa నుండి ఇండియాకి వచ్చినటువంటి సంవత్సరం జనవరి తొమ్మిదిన కాబట్టి మనం ప్రతి సంవత్సరం జనవరి తొమ్మిదిన ఏడేగా సెలబ్రేట్ చేసుకుంటామంటే ప్రవాస భారతీయ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇది జనవరి తొమ్మిది గురించి సో ఇంకా జనవరి పది జనవరి పది జనవరి పదిన ప్రపంచ నవ్వుల దినోత్సవం ఇంటర్నేషనల్ లాఫింగ్ డే సో ఇదే జనవరి పది ప్రపంచ హిందీ భాషా దినోత్సవం హిందీ దినోత్సవం ప్రపంచ హిందీ దినోత్సవం జనవరి పది ప్రపంచ నవ్వుల దినోత్సవం జనవరి పది ప్రపంచ హిందీ భాషా దినోత్సవం అన్నమాట సో ఇంకా నెక్స్ట్ జనవరి పదకొండు జనవరి పదకొండు లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదకొండున లాల్ బహదూర్ శాస్త్రి చనిపోతాడు తెలుసు కదా మీకు చెప్పాను తాష్కెంట్ ఒప్పందం మీద సంతకం పెట్టిన కొన్ని గంటల్లోనే లాల్ బహదూర్ శాస్త్రి ఏమైపోతాడంటే చచ్చిపోతాడని చెప్పాను సో అందుకనే ప్రతి సంవత్సరం జనవరి పదకొండున లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి జరుపుకుంటూ ఉన్నాం భారతదేశానికి రెండవ ప్రధానమంత్రి పదవిలో ఉండగా చనిపోయిన రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రీయన ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడంటే నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో చచ్చిపోతారు నెక్స్ట్ నాన్న జాన్వరి పన్నెండు నెక్స్ట్ ఇంపార్టెంట్ డేటు జనవరి పన్నెండు సో జనవరి పన్నెండు అందరికీ తెలుసు మనకి national youth day national youth day ఎవరు పుట్టినరోజు స్వామి వివేకానందుడి యొక్క పుట్టినరోజు స్వామి వివేకానందుడి యొక్క పుట్టినరోజు సో జనవరి పన్నెండున ప్రతి సంవత్సరం మనం నేషనల్ యూత్ డేగా యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున స్వామి వివేకానంద జన్మిస్తాడు సో ఈయన పంతొమ్మిది వందల జులై నాలుగున ఈయన మరణిస్తాడు నన్ను జులై నాలుగు పంతొమ్మిది వందల రెండు జులై నాలుగు ఈయన మరణిస్తాడు సో జులై నాలుగు కూడా మనకి ఇంపార్టెంట్ డేట్ ఉంటుంది ఇది చూద్దాం సో పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున స్వామి వివేకానంద జన్మించినటువంటి సంవత్సరం అన్నమాట సో ఈయన పుట్టినరోజు సందర్భంగానే ప్రతి సంవత్సరం మనం నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేసుకుంటాం సో ఈయన పుట్టిన ఈయన నూట యాభైవ జన్మదినాన్ని పురస్కరించుకొని నూట యాభైవ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ఇండియన్ రైల్వేస్ ఒక ట్రైన్ ఇంట్రడ్యూస్ చేసిందనమాట ఆ ట్రైన్ మనకి వివేక్ ఎక్స్ప్రెస్ వివేక్ ఎక్స్ప్రెస్ భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించేటువంటి ట్రైన్ ఏంటంటే వివేక్ ఎక్స్ప్రెస్ వివేక్ ఎక్స్ప్రెస్ ఎక్కడ నుండి ఎక్కడ దాకా అంటే అస్సాంలోని దీబ్రూగర్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు వెళ్ళింది అస్సాంలోని దీబ్రూగర్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు వెళ్ళింది ఆ ట్రైన్ ఏంటయ్యా అంటే వివేక్ ఎక్స్ప్రెస్ అనేటువంటి ట్రైన్ సో ఈ యొక్క వివేకానందుడి గురించి మనం తెలుసుకోవాలంటే ఈయన పద్దెనిమిది వందల అరవై మూడు చెప్పాను కదా జనవరి పన్నెండున పుట్టాడు పంతొమ్మిది వందల రెండు జులై నాలుగున చచ్చిపోతాడు స్వామి వివేకానందుడు స్వామి వివేకానందుడు యొక్క అసలు పేరు నరేంద్రనాథు దత్త ఈయన యొక్క అసలు పేరు సో స్వామి వివేకానందుడు స్థాపించినటువంటి ఏర్పాటు చేసిన పత్రికలు ప్రబుద్ధ భారత్ ప్రబుద్ధ భారత్ మరియు ఉద్భోగ ఉద్భోగ ప్రభుత్వ భారత్ మరియు ఉద్వేగం సో పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండున స్వామి వివేకానంద చికాగోలో జరిగినటువంటి సర్వ మత సమ్మేళనం ఓల్డ్ రిలీజియస్ పార్లమెంట్ లేదంటే parliament of the world religion దాంట్లో ఆ సదస్సులో ఫస్ట్ టైం వెళ్ళి పాల్గొంటాడు స్వామి వివేకానందుడు పద్దెనిమిది వందల తొంభై మూడు ఇంపార్టెంట్ పద్దెనిమిది వందల తొంభై మూడులోనే మహిళలకి ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం న్యూజిలాండ్ న్యూజిలాండ్ పద్దెనిమిది వందల తొంభై మూడులో భారతదేశానికి ఒక గొప్ప వ్యక్తి వచ్చింది ఆమె అనిబిసెన్ పద్దెనిమిది వందల తొంభై మూడులో బాల్ గంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాల్ని ప్రారంభిస్తాడు సో పద్దెనిమిది వందల తొంభై మూడులో గాంధీజీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినటువంటి సంవత్సరం పద్దెనిమిది వందల తొంభై మూడులోనే స్వామి వివేకానంద వరల్డ్ రిలీజియస్ పార్లమెంట్లో పాల్గొన్నటువంటి సంవత్సరం friends Swami Vivekananda eighteen ninety సెవెన్లో రామకృష్ణ మిషన్ని ఏర్పాటు చేస్తాడు పశ్చిమ బెంగాల్లో రామకృష్ణ మిషన్ సో రెండు వేల ఇరవై జనవరి పన్నెండు నుండి పదహారు వరకు ఇరవై మూడవ నేషనల్ యూత్ ఫెస్టివల్స్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నిర్వహిస్తారు సో ఈ సదస్సు యొక్క ముఖ్య theme fit youth fit India fit youth fit India దీని యొక్క ముఖ్య థీమ్ సో ఇవి స్వామి వివేకానందుడి గురించి యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు సో ఈయన పుట్టింది జనవరి పన్నెండు ఆ పుట్టినరోజు సందర్భంగా మనం నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం